శరీర సంబంధమైనటువంటి శుద్ధిని గురించినటువంటి బుద్ధి మీకు ఉన్నది కానీ ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధిని గురించినటువంటి ఆశ ఆసక్తి ఆలోచన మీలో కనిపించడం లే అందుకోసమనే నేటికి కూడా ఈ యొక్క లోకములో మనుష్యులు ఈ యొక్క వైరస్ వచ్చినప్పటి నుంచి రోజుకు పది ఇరవై సార్లు వారి యొక్క చేతులను శానిటైజ్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ చేతులకు అంటి ఉన్నటువంటి లోపలికి వెళితే మనిషి చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని ఆ బుద్ధి మీకున్నది ఆ జ్ఞానం మీకున్నది ఆ యొక్క ఆలోచన మీకు కలుగుతూ ఉన్నది కానీ హృదయ శుద్ధిని గురించినటువంటి ఆలోచనలే మీ హృదయము వేటి చేత నింపబడి ఉంటే వాటినే మీరు పలుకుతారు నీ హృదయము నిండి ఉన్నటువంటి దానిని బట్టి నీ జీవితము నడిపించబడుతుంది ఈ యొక్క వైరస్ని బట్టి నీవు ఎంత జాగ్రత్తను వహించి రోజుకు పది ఇరవై సార్లు శానిటైజ్ చేసుకుంటూ ఉన్నావో గ్లౌజులు వేసుకుంటూ ఉన్నావో మాస్కులు పెట్టుకుంటూ ఉన్నావో అదే విధముగా ఆత్మీయ జీవితంలో కూడా నీ యొక్క హృదయములోనికి ఈ లోకములో ఉన్నటువంటి దేవునికి హయ్యమైనటువంటి ఏడు విషయాలు కూడా వెళ్ళి నీ హృదయాన్ని అవి నింపి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించే విధముగా అవి ప్రభావితము చేస్తాయి అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి శుద్ధి చేయబడినటువంటి హృదయమే నిజమైనటువంటి క్రైస్తవ్యానికి నిదర్శనం హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు మనందరికీ కూడా తెలుసు మన యొక్క దేహము మన యొక్క శరీరము ఒకవేళ శుద్ధి చేసుకొనకపోయినట్లయితే దానిని బట్టి శరీరమునకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది గనుక మనము శరీర సంబంధమైనటువంటి శుద్ధిని గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ హృదయ శుద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది ఒకసారి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి యేసు ప్రభుతో అన్నారు నీ శిష్యులు చేతులు కడుగు కొనకయే వారు భోజనం చేస్తూ ఉన్నారు వారు ఎందుకని ఇంత పెద్ద పాపం చేస్తున్నా నీవు పట్టించుకోవడం లేదని ఆయన్ను ప్రశ్నించారు అప్పుడు యేసు ప్రభువులు వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటి తెలుసా మొత్తైసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనములను మనము చూసినట్లయితే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు నోట నుండి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా ఏవి మనుష్యుని అపవిత్రపరుస్తాయంటే యేసు ప్రభువులు వారు ఏడు విషయాలు ఇక్కడ చెబుతూ ఉన్నారు ఈ ఏడు విషయములు కూడా మనిషి యొక్క హృదయములో నుండి వచ్చేటువంటివి అందులో మొదటిది దురాలోచనలు రెండవది నరహత్యలు మూడవది వ్యభిచారములు నాలుగవది వేష్యాగమనములు ఐదవది దొంగతనములు ఆరవది అబద్ధ సాక్ష్యములు ఏడవది దేవదూషణలు ఇవన్నీ కూడా మనుషుని యొక్క హృదయములో నుండి బయటికి వస్తూ ఉన్నాయి మనిషి యొక్క హృదయము నిండినటువంటి దానిని బట్టి మనుష్యుని నోరు మాట్లాడుతూ ఉంది ఇవే మనుష్యుని అపవిత్రపరుస్తాయి కానీ చేతులు కడుగు కనుక భోజనము చేయుట వలన మనుష్యులు అపవిత్ర పరచబడరని యేసు ప్రభువులు వారు అక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మనుష్యులు శరీరానికి సంబంధించినటువంటి శుద్ధిని గురించి వారు చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు అయితే ఇక్కడ యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు శరీర శుద్ధి మంచిదే కానీ దానికంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధి అనగా హృదయ శుద్ధి అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి శరీరమునకు శుద్ధి ఎంత అవసరమో దాన్ని గురించి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు శరీర సంబంధమైనటువంటి శుద్ధిని గురించినటువంటి బుద్ధి మీకు ఉన్నది కానీ ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధిని గురించినటువంటి ఆశ ఆసక్తి ఆలోచన మీలో కనిపించడంలే అందుకోసమనే నేటికి కూడా ఈ యొక్క లోకములో మనుష్యులు ఈ యొక్క వైరస్ వచ్చినప్పటి నుంచి రోజుకు పది ఇరవై సార్లు వారి యొక్క చేతులను శానిటైజ్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ చేతులకు అంటి ఉన్నటువంటి వైరస్ లోపలికి వెళితే మనిషి చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని ఆ బుద్ధి మీకున్నది ఆ జ్ఞానం మీకున్నది ఆ యొక్క ఆలోచన మీకు కలుగుతూ ఉన్నది కానీ హృదయ శుద్ధిని గురించినటువంటి ఆలోచనలే మీ హృదయము వేటి చేత నింపబడి ఉంటే వాటినే మీరు పలుకుతారు మీ హృదయము నిండి ఉన్నటువంటి దానిని బట్టి నీ జీవితము నడిపించబడుతుంది ఈ యొక్క వైరస్ని బట్టి నీవు ఎంత జాగ్రత్తను వహించి రోజుకు పది ఇరవై సార్లు శానిటైజ్ చేసుకుంటూ ఉన్నావో గ్లౌజులు వేసుకుంటూ ఉన్నావో మాస్కులు పెట్టుకుంటూ ఉన్నావో అదే విధముగా ఆత్మీయ జీవితంలో కూడా నీ యొక్క హృదయములోనికి ఈ లోకములో ఉన్నటువంటి దేవునికి హయ్యమైనటువంటి ఏడు విషయాలు కూడా వెళ్ళి నీ హృదయాన్ని అవి నింపి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించే విధముగా అవి ప్రభావితము చేస్తాయి అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి గుర్తించి నీ హృదయము వాటి చేత నింపబడకుండా జాగ్రత్త పడాలి యేసు ప్రభులు వారు చెబుతున్నటువంటి ఏడు విషయాలు ఎంత ప్రమాదకరమైనటువంటివి అని మనము క్లుప్తంగా ధ్యానించినట్లయితే యేసు ప్రభులు వారు ఎందుకని హృదయ శుద్ధికి అంత ప్రాముఖ్యతనిచ్చారు ఎందుకని హృదయ శుద్ధి కలిగినటువంటి వారే దేవుణ్ణి చూస్తారు వారు ధన్యులని యేసు ప్రభులు వారు చెప్పారో మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది మొదటగా మనము చూచినట్లయితే దురాలోచనలు ఒక ఉదాహరణ మనము చూచినట్లయితే దేవుడు ఎరోబామును రాజుగా ఎన్నుకున్నాడు అసలు ఏ పరిస్థితిలో దేవుడు ఆయన్ని రాజుగా ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడంటే సొలమోను యొక్క హృదయము దేవుని తట్టు నుండి అన్య దేవతల తట్టు త్రిప్పబడితే దేవుడు ఎరోబామును రాజుగా ఎన్నుకున్నాడు ఇస్రయేలీలు దేవుణ్ణి వెంబడించుట మానివేసి అన్య దేవతల తట్టు వారు త్రిప్పబడినప్పుడు దేవుడు ఎరోబామును రాజుగా ఎన్నుకున్నాడు అయితే దేవుడు రాజ్యాన్ని ఆయనకి ఇచ్చినటువంటి తరువాత దేవుడు రాజుగా ఇజ్రయేలీల మీద ఆయనను నియమించినటువంటి తరువాత ఈ యొక్క ఎరోబాము యొక్క హృదయములో ఒక ఆలోచన పుట్టింది నేను రెండు దూడలను చేయించి ఈ దూడలే ఇజ్రయేలీలను ఐగుప్తు దేశము నుండి ఇక్కడికి తీసుకొని వచ్చాయని చెప్పి దేవుణ్ణి పూజించడం మానివేసి వారు ఈ దూడలను పూజించే విధముగా ఆయన ప్రేరేపించాడు ఈయన ఒక పాపానికి ట్రేడ్ మార్క్ అయిపోయాడు ఎందుకంటే ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి నడిపించినటువంటిది ఆ యహోవా దేవుడైతే ఈయన హృదయంలో పుట్టినటువంటి ఆలోచనను బట్టి ఈయన రెండు తోడలను చేయించాడు కాబట్టి మన హృదయం అన్నటువంటిది ఎందుకు శుద్ధి చేయబడాలి అంటే నెంబర్ వన్ నీ హృదయము శుద్ధి చేయబడకపోతే నీ హృదయములో దురాలోచనలు కలుగుతాయి ఒకవేళ నీ హృదయములో నింపబడినటువంటి దురాలోచనల చేత నీవు నడిపించబడినట్లయితే దేవుడు నీ పట్ల కలిగినటువంటి అతి ఉన్నతమైనటువంటి ప్రణాళికను నీ జీవితంలో నీవు నెరవేర్చుకొనలేవు నీ యొక్క జీవితంలోనే కాదు నీ యొక్క కుటుంబ జీవితంలో కూడా ఆ అతి ఉన్నతమైనటువంటి ప్రణాళికలను నీవు నెరవేర్చుకొనలేవు ఎరోబాము ఎంత గొప్ప వాగ్దానమును పొందుకున్నాడో అంత హీనముగా ఆయన యొక్క బ్రతుకు ముగించబడింది ఆయన కుమారుడు చిన్న వయసులోనే చనిపోయాడు ఆయన ఇజ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడయ్యాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది దేవుడైతే ఎరోభామును స్థిరపరచాలనుకున్నాడు దేవుని వాగ్దానం నీ పట్ల నేను నిన్ను విడువను ఎడబాయనను ఉందా అబ్సల్యూట్లీ రైట్ క్రీస్తునందు ఎన్ని వాగ్దానములు ఉన్నను అవన్నీ కూడా అవునన్నట్లుగానే ఉన్నాయి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానమును కూడా క్రీస్తు నీ పట్ల కలిగి ఉన్నాడు అయితే ఒకవేళ నీ హృదయంలో కలిగేటువంటి ఒక్క దురాలోచన వలన నీవు ఆ వాగ్దానమును స్వతంత్రించుకొనకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది నీవు ప్రతిరోజు దేవుని వాక్యము చేత పవిత్రపరచబడేటువంటి అనుభవంలోనికి రావాలి నీ హృదయాన్ని నీవు శుద్ధి చేసుకోవాలి ఈ దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే నీ యొక్క హృదయములో కలిగేటువంటి తలంపులను నీ యొక్క హృదయములో నుండి వచ్చేటువంటి ఆలోచనలను ఇది పరిశోధిస్తుంది ఒకవేళ నీ తలంపు నీ ఆలోచన దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిదైతే ఆ తలంపును ఆ ఆలోచనను నీలో నుండి పారవేసుకొని నీ హృదయాన్ని శుద్ధి చేసుకునేటువంటి కృపను ఈ వాక్యం నీకు ఇస్తుంది హలలుయా కాబట్టి దేవుని వాక్యాన్ని నీ హృదయములో నీవు కలిగి ఉండాలి నీ హృదయమును దేవుని వాక్యముతో పవిత్రపరచుకునేటువంటి అనుభవంలోనికి రావాలి ఈ వెండిని ఎంత వేడిలో ఎంత ఎక్కువగా కరిగిచ్చి దానిని ఊదితే అందులో ఉన్నటువంటి మస్టు వెళ్ళిపోతుంది అంతగా అది పవిత్రపరచబడుతుంది దేవుని మాటలు అంత పవిత్రమైనటువంటివి కాబట్టి ఈ దేవుని వాక్యముతో మనల్ని మనము పవిత్రపరచుకునేటువంటి అనుభవంలోనికి రావాలి చాలా మంది విశ్వాసులకు ఒకే అనుభవం ఉంది ఆ అనుభవం ఏంటంటే వారి పాపములను యేసు రక్తములో కడుగుకొనుట ప్రతి మానవుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి పాపములను వారు ఒప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తములో వారు కడుగబడినటువంటి అనుభవమును కలిగే ఉంటారు అయితే యేసు ప్రభు యొక్క రక్తములో నీ పాపములను కడుగుకొనినటువంటి తరువాత దేవుని వాక్యము చేత నిన్ను నీవు పవిత్రపరచుకొని శుద్ధి చేసుకునేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి అసలు చాలామంది విశ్వాసులకు ఈ యొక్క అనుభవము ఉన్నదని కూడా వారికి తెలియదు మనం మానవులముగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి రోజుకొకసారైనా స్నానం చేస్తాం ఎందుకంటే అది అవసరం నీవు బ్రతికి ఉన్నావు కాబట్టి నీవు రోజుకి ఒకసారైనా స్నానం చేసుకోవాలి అదేవిధంగా ఆత్మీయ జీవితంలో నీవు బ్రతికి ఉన్నావు అంటే ప్రతిరోజు నీ హృదయాన్ని నీవు కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి దేనితో అంటే దేవుని వాక్యముతో కాబట్టి నీ హృదయములో దురాలోచనలు వస్తాయి అవి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక నుండి నిన్ను దూరం చేస్తాయి కనుక నీవు హృదయ శుద్ధిని కలిగి ఉండాలి రెండవదిగా మనము చూసినట్లయితే నరహత్య నరహత్యలు మన హృదయములో నుండి పుడతాయి మనందరికీ తెలుసు ఒక ఉదాహరణ కయ్యను హేబేలును చంపాడు నరహత్య చేశాడు ఈ యొక్క నరహత్య అన్నటువంటిది కూడా దేవుడు మనకిచ్చినటువంటి ప్రివిలేజెస్ను దూరం చేస్తుంది విశ్వాసులముగా మనము దేవుని వాగ్దానముల కొరకు దేవుడు మనకిచ్చేటువంటి ఆధిక్యతల కొరకు మనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాం నో డౌట్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తులో వాగ్దానాలు ఉన్నాయి క్రీస్తులో ఆధిక్యతలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం నీ ఒకవేళ దేవుని వాక్య ప్రకారము జీవించకపోతే ఆ వాగ్దానాలు నీకు వర్తించవు ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడవు ఆ యొక్క ఆధిక్యతలను నీ యొక్క జీవితంలో నీవు అనుభవించలేవు ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకోవాలి ఈ యొక్క కయ్యనుకు దేవుడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు ఏమిటంటే మొదటి మానవుడైనటువంటి ఆధామునకు మొదటి సంతానము ఈ యొక్క కయ్యను అయితే ఈయన తన తమ్ముడైనటువంటి హేబేలును చంపుట ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క వంశములో జన్మించడానికి ఇష్టపడలేదు ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఈ యొక్క కయ్యనికి ఇచ్చాడు మొదటి మానవుడైనటువంటి ఆదాముకు మొదటి సంతానం యేసు ప్రభువుల వారు ఈయన ద్వారా జన్మించవలసి ఉన్నది కానీ ఈయన చేసినటువంటి హత్య నరహత్యను బట్టి తన సహోదరుని చంపుటను బట్టి ఈయన ఆ యొక్క ఆధిక్యతను కోల్పోయాడు కాబట్టి ఎందుకు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే దేవుని ఆధిక్యతలను మనం కోల్పోతాం మనకిష్టం వచ్చినట్లు బ్రతుకుతూ దేవుడు నాకు ఈ ఆధిక్యతలు ఇచ్చాడు ఇవి నా జీవితంలో నెరవేర్చబడతాయంటే అది కుదరదు అది వీల్గా యోహాను రాస్తూ ఆయన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదైదవ వచనంలో అంటూ ఉన్నాడు తన సహోదరుని ద్వేషించేటువంటి ప్రతివాడు కూడా నరహంతకుడు నీవు కత్తితో నీ సహోదరుని చంపాల్సినటువంటి అవసరంలే నీవు నీ కత్తితో నీ సహోదరిని నరకాల్సినటువంటి అవసరంలే ఒకవేళ నీ సహోదరుని పట్ల నీ సహోదరి పట్ల నీవు ద్వేషమును కలిగి ఉంటే నీవు నరహత్య చేసినట్లే ఎందుకంటే ఆ ద్వేషాన్ని నీలో నుండి కడుగు కొనకపోయినట్లయితే అంతంలో దాని రిజల్ట్ అదే గనుక దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నీ సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతకుడవే ఏ నరహంతకుని ఎంతును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుతురు కాబట్టి దేవుడు నీలో ఉండాలి అంటే నీ హృదయము శుద్ధి చేయబడాలి ఒకవేళ నీ హృదయములో ద్వేషం ఉంటే అది నరహత్యకు దారితీస్తుంది కనుక క్రీస్తు నీ హృదయంలో ఉండలే కాబట్టి మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి ఏమవుతుంది ఆ ద్వేషాన్ని మనలో నుండి తీసుకొనకపోయినట్లయితే కొట్టుకునే వరకు వస్తుంది తిట్టుకునే వరకు వస్తుంది పోలీస్ కేసుల వరకు వెళుతుంది ఎందుకు చాలామంది భార్యాభర్తలు విడిపోతారంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా వారు మరలా ఒకటైపోతారు అయితే పోలీస్ కేసు వరకు వెళితే తొంభై తొమ్మిది శాతం మరలా వాళ్ళు కలుసుకొనుటకు ఇష్టపడరు ఎందుకు అంత దూరం వెళ్ళిపోయారంటే అది ప్రారంభంలోనే వారు దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకొనలేదు హృదయాన్ని శుద్ధి చేసుకోలేదు హృదయంలో ద్వేషము కల్మషము కుళ్ళు ఇవన్నీ కపటము ఇవన్నీ కూడా హృదయంలో నింపబడిపోయాయి వారు శుద్ధి చేసుకోకుండా కాబట్టి ఇప్పుడు ఆ రిజల్ట్ ఏంటంటే కొట్టుకొని తిట్టుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళిపోయి ఇంకా కొంతమంది చంపుకునే వరకు కాబట్టి మన జీవితంలో మనము ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అందుకే హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్పబడింది వ్యభిచారములు ఇవి కూడా హృదయములో నుండి వస్తాయి వ్యభిచారములు ఈ యొక్క వ్యభిచారం అన్నటువంటిది కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వాగ్దానములను ఆధిక్యతలను కోల్పోయేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది గమనించండి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎంత ప్రమాదకరమైనటువంటివంటే దేవుడు నిన్ను ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టాడు ఈ ఏడు విషయాలను బట్టి ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుండి నీవు పడిపోయి మరలా తిరిగి కోలుకోలేనటువంటి స్థితికి అవి తీసుకొని వెళ్ళిపోతాయి ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే మనందరికీ కూడా అమ్నోను తెలుసు హృదయములో ఈ యొక్క మోహం అన్నటువంటిది అమ్నోనుకు ప్రారంభమైంది అయితే ఈ యొక్క అమ్నోను ఆ యొక్క మోహాన్ని తన హృదయములో శుద్ధి చేసుకొనకుండా ఆయన అలానే పెట్టుకొని ఉండుట ద్వారా ఆయన తన చెల్లెలైనటువంటి ఆ యొక్క తామారుతో ఆయన వ్యభిచారము చేసినటువంటి వాడైపోయాడు దేవుని దృష్టికి హేయమైనటువంటిది అసహ్యమైనటువంటిది ఈ యొక్క అమ్నోను చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈయన యొక్క హృదయములో మోహం అన్నటువంటిది పుట్టింది ఈయన అప్పుడే దేవుని వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిలో ఈయన కూర్చొని ఆ హృదయములో కలిగినటువంటి మోహాన్ని శుద్ధి చేసుకుని ఉంటే ఆయన ఆ వ్యభిచారాన్ని చేసి ఉండేటువంటి వాడు కా అందుకోసమనే యేసు ప్రభులు వారు క్రొత్త నిబంధనలో ఆ కొండ మీద ప్రసంగములో వ్యభిచారమును గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినములలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో ఏమి చెబుతూ ఉన్నానంటే ఎవడైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తాడో వాడు తన హృదయమునందు ఆమెతో వ్యభిచారము చేసినటువంటి వాడైపోతా గమనించండి మీరు క్రియారూపకముగా వ్యభిచారమును చేయాల్సినటువంటి పనిలే ఆ వ్యభిచారము చేయడానికి దారి తీసేటువంటి ఆ మోహాన్ని మీలో కలిగి ఉంటే మీరు వ్యభిచారమును చేసినట్లే అమ్నోను తామారుతో వ్యభిచారము చేయడానికి కారణం ఆయన హృదయములో మోహించాడు దాన్ని శుద్ధి చేసుకునలేకపోయాడు కొన్ని దినములుగా కొన్ని వారములుగా అది ఆయన హృదయంలో అలానే ఉండిపోయింది కనుక ఆయన ఒకరోజు వ్యభిచారమును చేయాల్సింది అవి మన జీవితంలో మన హృదయాన్ని ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి అసలు ఎవరు ఈ అమ్నోన్ అంటే ఈ అమ్నోనుకున్నటువంటి ఆధిక్యతలు ఏమిటంటే ఈయన దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు అమ్నోను దావీదు యొక్క ప్ర ప్రథమ సంతానం ఆయన అంటే దావీదు తర్వాత అమ్నోనే రాజయ్యేటువంటి పరిస్థితి అంత గొప్ప ఆధిక్యతను అమ్నోను కలిగి ఉన్నాడు కానీ ఆయన హృదయంలో కలిగినటువంటి ఒక్క మోహపు ఆలోచన ఆ ఒక్క మోహపు తలంపు ఆయన హృదయములో నుండి ఆ మోహాన్ని ఆయన శుద్ధి చేసుకొనకపోవటం వలన దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆధిక్యతను ఈయన కోల్పోయాడు లేకపోతే అమ్నోనే దావి తర్వాత రాజుగా ఉండాల్సినటువంటిది because he's the first born ఆయన జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు అయితే ఆయన చేసినటువంటి ఆ వ్యభిచారమును బట్టి ఆయన తన హృదయాన్ని శుద్ధి చేసుకొనకపోవటను బట్టి ఆయన చంపబడ్డాడు ఆయన జీవితంలో ఆ ఆధిక్యతను అనుభవించలేకపోయాడు కాబట్టి చాలామంది యవనస్తులు నా చేతిలో ఉన్న ఫోను లేకపోతే నా ఇంట్లో ఉన్న కంప్యూటర్ నా టేబుల్ పోయిన ల్యాప్టాప్లో నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నాకు నేను ఈ చెడు చిత్రాలను చూసుకుంటూ ఉన్నాను కాబట్టి ఇది పెద్ద పాపము కాదు అని నీవు భ్రమపడినట్లయితే తప్పకుండా ఒకరోజు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మోహం నీ ద్వారా వ్యభిచారమును చేయిస్తుంది అంతములో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను నీవు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది చాలామంది ధనికులు చాలామంది ప్రపంచంలో ఒక హోదాలో ఉన్నటువంటి వారు కేవలం వ్యభిచారం వలన వారికి ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని కోల్పోయారు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను అవుట్ సైడ్ బైబిల్ చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణనే మీకు చూపిస్తున్నాను మీరు న్యూస్ పేపర్స్ చదువుతుంటారు టీవీలో వింటూ ఉంటారు ఎంతో గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో కేవలం మోహాన్ని బట్టి వారు ఎంతగా పతనమైపోయారో మీరు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి మన జీవితంలో అలాంటి స్థితిని కలిగి ఉండకుండా ప్రతిరోజు ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకొనకపోతే అవన్నీ కూడా మన హృదయంలో పేర్చుకొని పోతాయి మన హృదయం వాటి చేత నింపబడుతుంది నింపబడినప్పుడు ఆటోమేటిక్గా అది బయటికి ఫ్లో అవ్వాల్సిందే ఇప్పుడు ఒక గ్లాసులో మనం నీళ్ళు పోసామనుకోండి ఎంతవరకు నీళ్లు పడతాయి ఆ గ్లాసులో ఆ గ్లాసు నిండే వరకు నీళ్లు దాంట్లో ఉంటాయి నిండిపోయినటువంటి తర్వాత తప్పకుండా నీళ్ళు అన్నటువంటివి కిందకి పడిపోవాల్సిందే నీళ్లు పోస్తానే ఉంటా నీవు ప్రభా నిండకూడదు నిండకూడదు నిండకూడదు అంటే ఏం లాభం ఈ గ్లాసు నిండిపోకుండా సహాయం చేయి సహాయం చేయి అంటే ఏం లాభం గ్లాసు నిండిపోతుంది నీళ్లు కిందకి పోతాయి అంతే అది కామన్ సెన్స్ అది ఆ కామన్ సెన్స్ లేదు మీకు కాబట్టి ప్రతిరోజు మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి లేకపోతే క్రీస్తు కనబడడు మనకి ఎంతగా కనబడ్డంటే చాలామంది అంటుంటారు అసలు దేవుడు నాకు చాలా దూరం అయిపోయాడండి దేవుడు అయిపోలేదు నీవు దేవునికి దూరం అయిపోయావు కాబట్టి దేవుడు నీకు దూరంగా కనిపిస్తూ ఉన్నాడు నీ హృదయం ఈ లోక సంబంధమైనటువంటి విషయముల చేత నింపబడి ఉన్నది కనుక దేవుడు నీకు దూరంగా కనిపిస్తూ ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన అంత పరిశుద్ధునిగానే ఉన్నాడు ఆయన నీ పట్ల కలిగినటువంటి వాగ్దానములు ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఇప్పటికీ నీ జీవితంలో నెరవేర్చాలని కోరుతూనే ఉన్నాడు కానీ నీవే నీ హృదయాన్ని ఈ లోక సంబంధమైన విషయముల చేత నింపుకొని నింపుకొని నింపుకొని అవి పొంగి పొరలి ఆ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నావు అంతగా మునిగిపోయావు అంతగా ఈ లోక సంబంధమైన విషయాలలో నీవు తేలిపోయి వాటి చేత కొట్టబడుతూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో తీర్మానం చేయాలి ప్రతిరోజు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటాను సరే నాలుగవ విషయాన్ని మనం చూసినట్లయితే వేష గమనములు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటిదంటే సంసోను జీవితంలో మనం చూసినట్లయితే సంసోను ఒక వేష్యను చూశాడు ఆమె దగ్గర చేరిపోయాడు ఎప్పుడైతే సంసోను ఒక వేష్య దగ్గరికి వెళ్ళిపోయాడో అప్పటి నుండి ఆయన జీవితంలో ఆయన వేధించబడ్డాడు ఆ వేష్య అయినటువంటి దలీల ప్రతిసారి సంసోను యొక్క బలము యొక్క రహస్యము ఏమిటో అడుగుతూనే ఉంది నీవు ఇంత బలవంతుడవు ఇంత బలాధ్యుడవు దీనికి రహస్యమేమిటి నాతో చెప్పమని ఆమె వేధిస్తూనే ఉన్నది కానీ సంసోను నేను వేష్య దగ్గర ఉన్నాను ఇది దేవుని చిత్తము కాదు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవాలి ఇక్కడ నుండి నేను వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన చేయకుండా ఆమెకు ఆయన యొక్క రహస్యాన్ని చెప్పేశాడు చెప్పేసినప్పుడు ఆ సంసోను యొక్క బలానికి ఉన్నటువంటి రహస్యాన్ని ఆయనలో నుండి వారు తీసివేసినప్పుడు సంసోను అంతమైపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం అసలు ఈ యొక్క సంసోను ఎంత బలవంతుడంటే ఎంత బలాఢ్యుడంటే ఈయన ఒకసారి అరణ్యంలో వెళుతూ ఉన్నప్పుడు ఒక కొదమ సింహము బొబ్బరిస్తూ వస్తే యహోవా ఆత్మ సంసోనును ప్రేరేపిస్తే ఆయన చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేకపిల్లను చీల్చినట్లు ఈ సంసోను ఆ యొక్క కొదమ సింహమును చీల్చివేశాడు అంత బలాత్యుడు ఈ యొక్క సంసోన్ అంత బలవంతుడు ఈ యొక్క సంసోను అయితే ఒక వేష్య దగ్గరికి ఈయన వెళ్ళుట వలన ఒక స్త్రీ దగ్గర ఆయనకున్నటువంటి బలమంతా కూడా బలహీనమైపోయింది ఎంత బలవంతుడు ఈ సంసోన్ అంటే ఈ యొక్క సంసోన్ను బంధించి సంసోను చంపాలని పిలిస్తీలు ప్రయత్నం చేస్తూ ఉంటే యహోవ ఆత్మ సంసోను మీదికి బలముగా వచ్చినప్పుడు ఒక పచ్చి గాడిద దవడ చేత వెయ్యి మందిని చంపినటువంటి బలాధ్యుడు ఈ సంసోను అయితే ఒక స్త్రీ విషయంలో బలహీనుడైపోయి దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన నాశనం చేసుకున్నాడు నీ జీవితంలో కూడా నీవు దేవుణ్ణి స్థుతించే విషయంలో బలాధ్యుడవేమో ప్రార్థించే విషయంలో బలాధ్యుడవేమో కానుకలు ఇచ్చే విషయంలో బలాధ్యుడవేమో మీటింగ్స్ని ఆర్గనైజ్ చేసే విషయంలో నీవు బాధ్యుడవేమో సంఘంలో మందిరంలో దేవుని కూడికలలో నీవు వాయిద్యములు వాయించే విషయంలో నీవు బలాఢ్యుడవేమో అయితే నీ జీవితంలో ఒక బలహీనత ఉన్నది ఆ బలహీనతను నీ యొక్క హృదయంలో నుండి నీవు తీసి పారవేయకపోతే ఆ బలహీనతను బట్టి నీ హృదయాన్ని నీవు శుద్ధి చేసుకొనకపోతే నీవు ఏ విషయాలలో ఎంత బలవంతుడవైనా ఆ చిన్న బలహీనత నీ హృదయంలో అలానే ఉండిపోతే నీ బలాన్ని అది మృంగివేస్తుందని మరిచిపోవద్దు సంసోను జీవితంలో దేవుడు ఆయన పుట్టక మునుపు నుండే ఆయన్ను ప్రత్యేకపరిచాడు బట్ ఆయన జీవితంలో ఒక వేష్య దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆయన జీవితం పతనమైపోయింది కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు కొంతకాలం అనుకొని నీవు వెళితే మళ్ళా నీవు అక్కడి నుండి బయటికి రాలేవు చాలామంది ఒక తప్పు చేసేదానికి ముందుగా ఏమనుకుంటారంటే ఈ ఒక్కసారి నేను తప్పు చేసేస్తాను దాని తర్వాత నేను చెయ్యను అనుకుంటారు బట్ మీ లైఫ్లో మీరు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉంటారు that will never stop at that point నీవు తప్పు చేసినటువంటి తర్వాత అంతటితో నీవు తప్పు చేయకుండా ఉండలేవు తప్పు చేశావు మరలా తప్పు చేస్తావు మరలా ఇంకా ఎక్కువ తప్పు చేస్తావు చివరికి నీవు ఆ తప్పును చేస్తూనే ఉంటావు ఆ తప్పు చేయకుండా నీ జీవితంలో నీవు బ్రతకలేవు సంసోను జీవితంలో అదే జరిగింది ఒక వేష్య దగ్గరికి వెళ్ళాడు అయితే అక్కడే ఆయన పట్టబడ్డాడు అందుకే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వేష్యను గురించి ఏం చెప్తుందంటే వేష్య లోతైనటువంటి గుంట అందులోనికి నువ్వు వెళ్ళినట్లయితే మరలా పైకి వచ్చేటువంటి అవకాశం లే వేష్యకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే అది నిన్ను తన ఆధీనములోనికి తీసుకుంటుంది తన స్వాధీనములోనికి నిన్ను పెట్టుకుంటుంది ఒకవేళ నీవు ఒక స్త్రీతో నీవు జారత్వం చేయకుండా ఉండవచ్చు అయితే ఈ వేష్య అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే నీవు దేని చేతనైతే పట్టబడ్డావో దేని చేతనైతే నీ జీవితము స్వాధీనము చేయబడిందో దేని ఆధీనములోనికైతే నీవు వెళ్ళిపోయావో ఏ గుంటలోనికైతే నీవు పడిపోయావో ఏ గుంటలో నుండి నీవు పైకి రాలేకపోతున్నావో అది ఒక వేష్యగానే ఉంది నీ జీవితంలో అది ఏదైనా కావచ్చు కాబట్టి నీ జీవితంలో నీవు దేవుని వాక్యపు వెలుగులో నీ హృదయాన్ని ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి ఒకరోజు చేసుకోకపోయినా అది నిన్ను ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది సరే ఐదవదిగా మనము చూసినట్లయితే దొంగతనములు ఒక ఉదాహరణ మనము చూచినట్లయితే యహోశువ కొంతమందిని ఒక పట్టణాన్ని వేగు చూడడానికి పంపించాడు వారు వెళ్ళి వచ్చి చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ఇజ్రాయేలీలందరూ కూడా ఆ పట్టణము మీదకి వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు అదేం పెద్ద పట్టణం ఏం కాదు ఒక రెండు వేల మందో ఒక మూడు వేల మందో వెళితే చాలు ఆ పట్టణమును మనము స్వాధీనము చేసుకోవచ్చని చెప్పారు కాబట్టి వారు అంచనా వేసినట్లే అందరూ వెళ్లకుండా కొంతమంది వెళ్ళారు అయితే ఆ పట్టణస్థులు ఇజ్రాయేలీలను జయించారు వారిని తరిమినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తోంది అప్పుడు యహోశివ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు ప్రభు ఎందుకని ఈ పరిస్థితిని మా జీవితాలలో అనుమతించావు నీ వాగ్దానం చేశావు కదా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటానని అయితే ఎందుకని ఈ యొక్క పట్టణంపై మాకు విజయమును ఇవ్వకుండా మమ్మను ఈ విధంగా చేశావని ప్రశ్నించినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు దీనికి కారణం ఏంటంటే మీలో దొంగలించబడినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులను బట్టి నేను మీకు ఆ దేశంపై విజయాన్ని ఇవ్వలే కాబట్టి ఆ దొంగిలించినటువంటి వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయో ఎక్కడున్నాయో మీరు కనుగొని వాటిని మీరు అగ్నిలో కాల్చివేసినట్లయితే నేను మీ శత్రువులపై మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు గమనించండి దాని తర్వాత మనకు తెలుసు ఆఖాను అన్నటువంటి వ్యక్తి దగ్గర ఆ దోపుడు సొమ్ములో దేవుడు వాటన్నిటినీ కూడా నాశనం చేయమని చెప్తే ఈయనకు నచ్చినటువంటి మూడు ఆయన తెచ్చి తన యొక్క గుడారములో దాచిపెట్టుకున్నాడు అందులో వస్త్రం ఉంది వెండి ఉంది బంగారు ఉన్నాయి ఇవి కావాలనుకున్నాడు వాటిని ఆశించాడు దేవుడు వద్దన్నా అవి శపించబడినటువంటివన్నా ఆయన వాటికి ఆకర్షించబడి వాటిని దొంగతనము చేసి తెచ్చి తన యొక్క ఇంట్లో పెట్టుకున్నాడు అంతములో ఆకాను ఆయన కుటుంబము అగ్ని చేత కాల్చబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఆత్మీయ జీవితంలో మనము ఆత్మ సంబంధమైనటువంటి దొంగలముగా ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి ఆకాను అక్కడ ఆయన దొంగతనం చేశాడు బట్టలు చేశాడు బంగారు వెండిని ఆయన దొంగతనం చేశాడు అయితే ఆత్మీయ జీవితంలో మనము ఆత్మ సంబంధమైనటువంటి దొంగలమైపోయేటువంటి పరిస్థితి ఉన్నది అది ఎలా అంటే మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దొంగలిస్తూ ఉన్నాం ఎందుకు దొంగలిస్తూ ఉన్నామో తెలుసా ఈ మూడు విషయాలే కారణం చాలామంది స్త్రీలకు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది మొబైల్ ఫోన్ వచ్చింది కాబట్టి సమయం దొరికితే చాలు ఆన్లైన్ షాపింగ్లో చూస్తూనే ఉంటారు ఏం చూస్తూ ఉంటారు బట్టలు షాపుకి వెళ్తే వాడు కొన్ని చూపిస్తాడు దాని తర్వాత విసుక్కుంటాడు కాబట్టి వీళ్ళన్నీ చూసేదానికి అవకాశం ఉండదు ఈ ఆన్లైన్ షాపింగ్ రావడంతో ప్రతిదీ కూడా వాళ్ళు చూడడమే దాన్ని ఓపెన్ చేయొచ్చు అన్ని యాంగిల్స్లో చూడొచ్చు కాబట్టి ఒకటికి పది ఇరవై ముప్పై నలభై యాభై ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అయిపోవడంతో వాళ్ళకి సమయం దొరికినప్పుడల్లా బట్టల కోసం వారు దేవునికి వాల్చినటువంటి సమయాన్ని దొంగలిస్తూ ఉన్నారు బంగారు కోసం వెండి కోసం దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని వారు దొంగలిస్తూ ఉన్నటువంటి వారు కొందరైతే కొందరు దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బును దొంగలిస్తూ ఉన్నారు అందుకే దేవుడు అంటూ ఉన్నారు మీరు ఏ విషయంలో నా దగ్గర దొంగతనం చేశారని మీరు అంటారేమో మీరు నాకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగముల విషయంలో మీరు దొంగతనం చేశారు దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బును చాలామంది దేవునికి ఇవ్వడంలే అయితే నేను ఆ విషయాన్ని గురించి ఎక్కువ చెప్పను ఎందుకంటే నీవు దేవునికి డబ్బునే కాదు దేవుడు డబ్బులోనే దశమ భాగమును అడిగితే ఆయన నీ సమయంలో ఇంకా ఎంత భాగమును అడుగుతాడు ఒకసారి ఆలోచన చేయండి డెఫినెట్గా నేను అనుకుంటాను ట్వంటీ పర్సెంట్ దేవుడు అడుగుతాడు డబ్బుని ఆయన టెన్ పర్సెంట్ అడిగినప్పుడు నీ టైంను దేవుడు డెఫినెట్గా ఒక రోజులో ట్వంటీ పర్సెంట్ అడుగుతాడు నీవు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దొంగలిస్తూ డబ్బులు ఇస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఒకవేళ నీవు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తే ఆటోమేటిక్గా నీవు దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తావు దానికి ఒక చిన్న ఉదాహరణ నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే ఒకవేళ నన్ను మీరు మీ ఇంటికి భోజనానికి పిలిచినట్లయితే మీరు నాకు ఆహారంతో పాటు తప్పకుండా నీళ్లు పెడతారు ఏ బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఆహారం పెట్టినప్పుడు నీళ్లు కూడా ఇస్తారు కాబట్టి నీవు దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇస్తావు కాబట్టి మన అనుదిన జీవితాలలో మన హృదయమును మనము శుద్ధి చేసుకోవాలి ఎక్కడైనా మనము దేవుని నుండి దొంగతనం చేస్తూ ఉన్నామా దేవునికి ఇవ్వాల్సినటువంటిది ఎక్కడైనా దొంగతనం చేస్తూ ఉన్నామా ఎందుకంటే ఆ దొంగతనం అన్నటువంటిది చివరికి మనల్ని మన కుటుంబాన్ని కూడా నాశనమునకు తీసుకొని పోయేటువంటి పరిస్థితి సరే ఆరవదిగా మనము చూసినట్లయితే అబద్ధ సాక్ష్యములు అబద్ధ సాక్ష్యం అన్నటువంటిది దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్ బైబిల్ గ్రంథంలో నీ సహోదరుని పట్ల కానీ ఎవరి పట్ల కూడా నీవు అబద్ధ సాక్ష్యము పలకకూడదు అన్నటువంటి విషయాన్ని చెబుతూనే ఉన్నాడు అబద్ధ సాక్ష్యములు చెప్పినటువంటి వారు ముగ్గురున్నారు పరిశుద్ధ గ్రంథంలో అందులో రాజు అతని భార్య అయినటువంటి యజబేలు వారి నివాస స్థలమునకు ఆనుకొని నాబోతు అన్నటువంటి ఒక వ్యక్తి ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోట కావాలనుకుని ఆయన అడిగితే ఆయన నేను ఇవ్వను ఇది నాకు నా పితరులు ఇచ్చారు కాబట్టి నేను దీన్ని అలానే పెట్టుకుంటాను అన్నప్పుడు ఆ యొక్క యజబేలు ఏం చేసిందంటే ఇద్దరు అబద్ధ సాక్షులను పిలిపించి ఈ యొక్క వ్యక్తి దేవుణ్ణి దూషించాడు రాజును దూషించాడని వారి చేత చెప్పించి ఆయన్ను చంపించినట్లుగా మనం చూస్తాం దాని తర్వాత చివరిలో ఆ యొక్క రాజు ఆయన భార్య ఆయన కుటుంబం అంతా కూడా అలానే నాశనం అయిపోవడం కూడా మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో అబద్ధ సాక్ష్యం అన్నటువంటిది కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం నుండి మనల్ని పడద్రోస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే సౌలు చనిపోయినటువంటి తర్వాత దావీదు దగ్గరికి ఒక అమాలేకీయుడు వచ్చి ఆయన కూడా అబద్ధ సాక్ష్యం చెబుతాడు సౌలును నేనే చంపాను అని ఆయన చాలా సంతోషంతో దావీదుకు సౌలు శత్రువు అనుకొని దావీదును ద్వేషించినటువంటి సౌలును నేను చంపానని చెప్పగలిగితే దావీదు తప్పకుండా నాకు బహుమానం ఇస్తాడనుకొని ఆయన అక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం బట్ ఇన్ ద ఎండ్ ఏం జరిగిందంటే దావీదు నీ నోటి మాటను బట్టియే నీ నోటి మాటను బట్టియే నేను నిన్ను చంపుతానని చెప్పి ఆయన చంపబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో అబద్ధ సాక్ష్యం అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది మూడవదిగా కొత్త నిబంధనలో మనం చూస్తే అననీయ సపీరాలు వారు పొలాన్ని నమ్మారు డబ్బు తెచ్చారు ఇచ్చారు అయితే అబద్ధ సాక్ష్యం చెప్పారు అంతా ఇచ్చామని చెప్పారు అబద్ధ సాక్ష్యం కొంతమంది సేవకులు ఎలా ప్రోత్సహిస్తారంటే దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయకపోయినా మీరు అబద్ధ సాక్ష్యం అంటే సాక్ష్యం చెప్పండి దేవుడు నన్ను బాగు చేశాడని అంటే విశ్వాసంతో చెప్పండి దేవుడు ఇప్పటికే బాగు చేయలేదు ఇప్పటికే దేవుడు అద్భుతం చేయలేదు కానీ విశ్వాసముతో మీరు సాక్ష్యం చెప్తే దేవుడు చేస్తాడన్నటువంటి అబద్ధ సాక్ష్యములను ప్రోత్సహించేటువంటి వారు కూడా లేకపోలేదు గమనించండి నీ అబద్ధ సాక్ష్యం వల్ల దేవుడు ఎవరిని రక్షించాడు దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే నీ సాక్ష్యమే అవసరం లే కాబట్టి అబద్ధ సాక్ష్యం అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది మనం చూసినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా వారు ఎంతో గౌరవమును ఎంతో హోదాను ఎంతో చక్కటి జీవితమును కలిగినటువంటి వారు బట్ ఎంతో హీనముగా ఎంతో త్వరగా చంపబడినారు కాబట్టి మన జీవితంలో అబద్ధ సాక్ష్యం అది మనుషులను గురించి కానీ దేవుని గురించి కానీ మనం చెప్పకూడదు సాక్ష్యం చెప్పడమే కాదు మనము సాక్షులుగా ఉండాలి హలలుయ అందుకే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అప్పుడు మీరు ఎరుషలేములోను యూదయాలోను సమరయాలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు హలలుయ సాక్ష్యం చెప్పడం కాదు ఇంపార్టెంట్ సాక్షులుగా బ్రతకడం అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా దేవుని గురించి అబద్ధ సాక్ష్యం చెప్తున్నామా దేవుని గురించి మన జీవితాన్ని బట్టి రాంగ్ మెసేజ్ సమాజానికి వెళుతూ ఉన్నదా అన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేసుకొని మనము శుద్ధి చేసుకోవాలి సరే చివరిగా ఏడవదిగా మనము చూసినట్లయితే దేవ దూషణలు దేవ దూషణ అన్నటువంటిది కూడా మన జీవితాన్ని చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే చూడండి ఇక్కడ ఇద్దరికి గొడవ జరిగింది ఎవరు ఆ ఇద్దరు అంటే ఎవరికి చెందినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఆత్మదేవుడు రాయిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఇజ్రాయేలియురాలికి పుట్టాడు ఐగుప్తునికి పుట్టాడు ఇంకొక వ్యక్తి ఇజ్రాయేలుకు చెందినటువంటి వ్యక్తి వీరిద్దరికీ గొడవయింది తగాదా వస్తే ఇజ్రాయేలు యొక్క స్త్రీకి ఐగుప్తు దేశానికి చెందినటువంటి పురుషునికి పుట్టినటువంటి ఈ యొక్క వ్యక్తి యహోవా నామమును దూషించాడు ఇక నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే ఒకవేళ మనము దేవుని బిడ్డలుగా ఒకవైపు అపవాది బిడ్డలుగా మరొక వైపు బ్రతుకుతూ ఉంటే నీవు ఎప్పటికీ దేవుని నామానికి దూషణను కలిగిస్తూనే ఉంటావు నీ బ్రతుకు ద్వారా నీవు దేవుణ్ణి ఎప్పటికీ దూషిస్తూనే ఉంటావు అందుకోసమనే నులివెచ్చని జీవితాన్ని దేవుడు ఒప్పుకోలే ఆ లవదికి ఆ సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మే నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉంటే నా నోట నుండి నిన్ను ఉమివేయాలి ఎందుకంటే నీ కార్యములు నీ మాటలు నీ క్రియలు అంత అధ్వానంగా ఉన్నాయి ఎందుకంటే ఒకవైపు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఉన్నావు మరొక వైపు లోకస్తునిగా బ్రతుకుతూ ఉన్నావు ఒకవైపు క్రైస్తవ పేరుంది నీ మాటలేమో లోకస్తుని కంటే నీచమైన వారిగా ఉన్నాయి ఒకవైపు అవిశ్వాసివిగా ఉన్నావు మరొక వైపు నేను విశ్వాసిననే చెప్పుకుంటూ ఉన్నావు ఒకవైపు లోకము యొక్క పాప భోగములలో నీవు మునిగి తేలుతూ ఉన్నావు మరొక వైపు సంఘంలో నీవు ఒక సభ్యునిగా ఉన్నావు ఒక సంఘ పెద్దవిగా ఉన్నావు ఇవి నీ జీవితానికి మంచిది కాదు ఇలాంటి జీవితము దేవుని యొక్క నామమును దూషిస్తూనే ఉంటుంది దూషింప చేస్తూనే ఉంటుంది అందుకోసమని యహోవా నామమును దూషించినటువంటి ఆ వ్యక్తి చివరిలో రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు నీవు ఎంతకాలం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నా సమయాన్ని ఇస్తున్నా నీ బ్రతుకును సరి చేసుకోకుండా ఒకవైపు దేవుని మందిరానికి వస్తూ మరొక వైపు ఈ లోకానుసారంగా నీవు బ్రతుకుతూ ఉంటే కొంతకాలం అన్నీ బాగానే అనిపించవచ్చు నీకు అన్నీ బాగానే జరుగుతూ ఉన్నట్లుగా అనిపించవచ్చు అయితే నీ బ్రతుకు ద్వారా నీ మాటల ద్వారా నీ చేష్టల ద్వారా నీ యొక్క క్రియల ద్వారా నీవు దేవుని నామమును దూషింపజేస్తూ ఉన్నావు కనుక ఖచ్చితంగా దానికి తీర్పు జరుగుతుంది అంతంలో నీ ఆత్మ నశించిపోతుంది కాబట్టి ఈ యొక్క ఏడు విషయాలు మన హృదయములో నుండి బయటికి వస్తాయి ఇవి నీవు క్రియారూపకముగా చేయక మునిపే ఎక్కడో నీ హృదయములో ఇవి ప్రారంభమవుతాయి అవి ప్రారంభమైనప్పుడే నీ హృదయాన్ని నీవు శుద్ధి చేసుకొనకపోతే దేవుని వాక్యము చేత అవి మొలచి ఎదిగి పెద్దవై నీ హృదయాన్ని నింపి అవి నీ చేత చేసేటట్లు చేస్తాయి అప్పుడు నీ జీవితంలో నీవు ఊహించినటువంటి పతనమును పొందుకుంటావు కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు నీ